హలో వెల్కమ్ ఈరోజు టాపిక్ కామర్స్ కామర్స్ అంటే ఏంటి ఈ కామర్స్ అంటే ఏంటి బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఈ యాక్టివిటీని కామర్స్ అంటారు ఈ బయ్యింగ్ సెల్లింగ్ ఒక మార్కెట్లో ఉండేది ట్రెడిషనల్ మెథడ్లో కానీ ఇప్పుడు ఈ బయ్యింగ్ సెల్లింగ్ ఈ కామర్స్ అనేది ఎలక్ట్రానిక్ డివైజెస్ ద్వారా అంటే ఫోన్ ద్వారా లేకపోతే కంప్యూటర్ ద్వారా జరుగుతుంది కాబట్టి ఈ కామర్స్ అన్నారు ఈ కామర్స్లో భాగమే online shopping for example Amazon Jio ఇలా ఏ అయితే ఈ కామర్స్ యాప్స్ ఆర్ వెబ్సైట్స్ ఉన్నాయో ఈ కామర్స్ కేటగిరీ కింద వస్తుంది అసలు కామర్స్ ఈ కామర్స్ వాటి డిఫరెన్స్ తెలుసుకోవడం వల్ల మనకేంటి ఉపయోగం అలాగే కామర్స్లోనే ఈ బార్టర్ సిస్టమ్ అంటే ఏంటి క్యాష్ సిస్టమ్ అంటే ఏంటి తెలుసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం కొత్తగా digital currency digital currency system ఈ barter cash or digital currency systems traditional కామర్స్ని ఆర్ ఈ కామర్స్కి ఎలా ఉపయోగపడుతుంది సప్లై చైన్ ఫ్లోలో డిఫరెన్సెస్ ఏమున్నాయి కామర్స్ సప్లై చైన్ ఫ్లోలో అలాగే ఈ కామర్స్ సప్లై చైన్ ఫ్లోలో డిఫరెన్సెస్ ఏమున్నాయి ఇది తెలుసుకోవడం ఇంపార్టెంట్ ముఖ్యంగా కామర్స్ స్టూడెంట్స్ కామర్స్ స్టూడెంట్స్ అంటే బీకామ్ వాళ్ళు అలాగే ఇంటర్మీడియట్ సిఈసి వాళ్ళు అలాగే ఎంబీఏ వాళ్ళు ముగ్గురు తెలుసుకోవడం వల్ల వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళ కెరియర్లో ఇవి చాలా హెల్ప్ అవుతాయి థ్యాంక్ యూ